అమ్మా ఏం చేస్తావమ్మా నువ్వు ఏం చేస్తావు ఎక్కడ మరి అయ్యి ఎక్కడ పట్టుకెళ్తున్నారు అది ఎంత జీతం ఎంత మీ జీతం ఎంత ఎంత మీ జీతం ఎంత మూడు వేల ఐదు వందలు జీతానికి నువ్వు రెండు డ్రింక్ వాటిని పోలీసులు తీసుకొని చెప్తున్నావా నిజంగా మహా తల్లి వద్ద మలా కాదు అలా కాదు అలా కాదు పిల్లలకి తీసుకెళ్ళు ఇంకో ఇవి కూడా పట్టుకెళ్ళు ఇంకో మా తరఫున పిల్లలకి పట్టుకెళ్ళి కానీ ఇది చాలా పెద్ద మనసు అమ్మా చాలా పెద్ద మనసు మూడు వేల ఐదు వందల జీతానికి రెండు పెద్ద పెద్ద బాటిల్ తీసుకొచ్చి పోలీసులకు చెప్తారు మీరు చెయ్యక్కర్లేదమ్మా కొద్ది ఇంట్లో ఉంటే చాలు ప్రజలందరికీ మీకున్న ఈ పార్టీ కూడా దాంట్లో వన్ పర్సెంట్ కూడా లేదు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి లేదు దానికి రోజు రోజు వచ్చి కనిపించి ఒకసారి నేను చూస్తే మాకు చాలా ధైర్యంగా ఉంటుంది